so hi friends DEd e రెండు వేల పద్దెనిమిది మేనేజ్మెంట్ అండ్ స్పాట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాక్టికల్ టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది spell one and spell two time table కూడా ఇచ్చేయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు మనకి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రాక్టికల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మన యొక్క ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయినది సో ఇది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు అంటే ఈరోజే ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఇక సెకండ్ ఇయర్ స్పెల్ వన్ వచ్చి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు అదేవిధంగా స్పెల్ టూ వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏవైనా ఫెయిల్ అయినా పర్మిషన్ అనేది ఇవ్వచ్చు కానీ ప్రాక్టికల్స్ మాత్రం ఆబ్సెంట్ అయితే చాలా ఇబ్బందులు అనేవి లోనవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టికల్స్కి ఆబ్సెంట్ అవ్వకుండానే మ్యాక్సిమం మీరైతే ప్రయత్నం చేయండి ఇదైతే నేను ఇచ్చే సజెషన్ మీకు సో ఓకే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ లెసన్స్ ఇవన్నీ కూడా మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక ఇది మీకు సంబంధించినది కాదు head masters primary schools upper primary upper primary schools and వీళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేయాలి స్కూల్లో అయితే ఈ ప్రాక్టికల్స్ అనేవి జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు సో అది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కాబట్టి మీరు ప్రాక్టికల్స్కి అయితే రెడీ అయిపోండి ఓకే మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్